Frequent నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా ఇసయ ప్రేమను గాంచుమా ఏసయ్య ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఏసయ్య స్నేహము కోరుమా ఏసయ్య స్నేహము కోరుమా నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే దీనుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా ఇసయ ప్రేమను గాంచుమా ఇసయ ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఇసయ స్నేహము కోరుమా మనుషుల ప్రేమలు నటనయ చూపుచు కదిలే బొమ్మలు స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయ చూపుచు కదిలే బొమ్మలు కలుగ చేయునే నీకు గాయము చేయలేవులే ఏ సాయము గాయాలని గేయాలుగా మార్చును నీకు ఏ సయ్యా ఆయనిచి స్థాయినిచి కౌగిట దాచును మెసయ్యా నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా హృదయమా నా హృదయమా ఎసయ ప్రేమను కాంచుమా ఎసయ ప్రేమను కాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఏసయ్య స్నేహము కోరుమా ఏసయ్య స్నేహము కోరుమా ఎప్పటి తలపుతో నేనే కలతో కృంగుట ఎందుకో కలవరమొందకో రేపటి తలపుతో నేనే కలతో కృంగుట ఎందుకో కలవరమొందడు నమ్మదగిన వాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు వాగ్దానమే నీకుండగా వైవేలనే ప్రాణమా వతింపగా సాధ్యమా నీ పైన ఏసయ్యకున్న ప్రేమ నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా ఆ యేసునే నమ్ముకో అంతరంగమా యేసుపై ఆనుకో నా ప్రాణమా ఆ యేసునే నమ్ముకో అంతరంగమా హృదయమా హృదయమా నా హృదయమా ఏసయ్య ప్రేమను గోంచుమా ఏసయ్య ప్రేమను కాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఏసయ్య స్నేహము గోరుమా ఏసయ్య స్నేహము గోరుమా నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా ఎసయ ప్రేమను గాంచుమా ఎసయ ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఎసయ స్నేహము కోరుమా ఎసయ స్నేహము కోరుమా